కీర్తనలు మూడు ఒకటి నుంచి ఎనిమిది యహోవా నన్ను వారు ఎంతో విస్తరించున్నారు నా మీదకి లేచేవారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గుర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు గాను నీవే నాకు గాను నా తల గాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను యహో నా దేవా నేను రక్షింపు నా శత్రువులందరి ఎంక మీద కొట్టువాడవు నీవే దుస్తుల పళ్ళు వేరు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన గాక